సో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో కొన్ని రకాల నొప్పుల గురించి మాట్లాడుకుంటూ రావటం అనేది జరిగింది అలాగే వాటిని ఇంకా అంటే చాలా రకాల శరీరంలో ఒక్కొక్క పాటలు ఒక్కోలాగా పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి సో అలా చూసుకున్నట్లయితే నరాల నొప్పులు కూడా ఇవి కూడా చాలా ఎక్కువగా చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి సో రావటానికి గల కారణాలు ఏంటంటారు ముందుగా ఈ నరాల నొప్పులు అనేవి ఎలా ఉంటాయండి ఫస్ట్గా కళ్ళు తిరగటం నరాల నొప్పులు మార్నింగ్ లేకంలోనే కళ్ళు తిరగటం తర్వాత వచ్చేసేసి షార్ప్గా పెయిన్ షార్ట్ సర్క్యూట్ లాగా పెయిన్ ఉండటం సో తర్వాత వచ్చేసేసి ఏదైనా వస్తువు పట్టుకుంటే పట్టుకోలేని గ్రిప్ తిరిగి తీసుకోలేకపోవటం ఇవి మెయిన్ బేసిక్ స్టార్టింగ్లో ఉంటుంది ఇది ఉండగా క్రమంగా క్రమంగా జరుగుతున్న సమయంలో ఏమవుతుందంటే మొద్దుబారిపోతుంది సో తర్వాత ఈ కడుదొరగడం ఎలా ఉంటుందంటే బీపీ లెవెల్స్లోకి వెళ్ళిపోతుంది సో టెంప్ అయిన వాళ్ళకి ఇంకా ఇరిటేషన్ లెవెల్స్ని మార్చేది ఈ నర్వ్ hmm. System hmm. అంటే వాటి నర్వ్ సిస్టమ్ యొక్క సిస్టమ్ బలహీనపడుతూ వస్తుంది ఎందుకంటే ఇది బీ ట్వెల్వ్ hmm. అవ్వచ్చు లేకుంటే విటమిన్ డి అవ్వచ్చు లేకుంటే డెఫిషియన్సీ వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు సో స్లోగా ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ మోతాదులో ఫుడ్ ఎక్కువ మోతాదులో తీసుకున్న సెల్స్ని రీజనరేట్ చేయటం కష్టం తక్కువ మోతాదులో తీసుకున్న సెల్స్ని రీజనరేట్ చేయటం కష్టం సో అప్పుడు ఈ గ్లూకోజ్ లెవెల్స్ అవ్వచ్చు మెటబాలిక్ సిస్టంలో డైజెషన్ కి సిస్టమ్కి సపోర్టివ్గా గ్యాస్ ఉందనుకోండి కొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ తొంభై తొమ్మిది శాతం ఉంది సో అప్పుడేం చేయాలి వీళ్ళు కావ పర్ఫెక్ట్గా చేయాలి అంటే నరాలలో తిమ్ములు తగ్గడానికి కోసం చూసుకోవాలి తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసేటట్టు చూసుకోవాలి సో ఇది ఎలా వస్తుంది ఫస్ట్ వర్క్ ప్రెజర్ చూసుకోవాలి మెయిన్ వర్క్ ప్రెజర్ తర్వాత వచ్చేసేసి ఇన్ కేస్ బాడీ ఆ టైంలో అలాగా కళ్ళు తిరగటం కానివ్వండి ఈ షార్ట్ పెయిన్ కానివ్వండి నెక్ దగ్గర అవ్వచ్చు చేతి దగ్గర అవ్వచ్చు బ్యాక్ అవ్వచ్చు లెగ్ అవ్వచ్చు సో కొంచెం ప్రాపర్గా ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకోవటం మెయింటైన్ చేయాలి hmm. సో ఆ మూమెంట్ అనేది ఆ వెయిట్ అనేది ఎక్కువగా తీసుకోకుండా ఉన్నప్పుడు hmm. స్లోగా వాటి మీద ఉన్న ఒత్తిడి అనేది తగ్గుతున్నప్పుడు hmm. సో బాడీకి సెల్స్ ఫార్మేషన్లో ఏదైతే మనం తీసుకుంటున్న ఫుడ్ ఏంటుందో అంటే ప్రాపర్గా మనం ఆ రెస్ట్లో ఉన్నప్పుడు కొంచెం ప్రాపర్గా ఫుడ్ తీసుకోగలుగుతాం తీసుకుంటున్నప్పుడు వాటికి అందాల్సిన సప్లిమెంటరీ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది సో ఆ విధంగా నరాలలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తూ సో కళ్ళు తిరగటం కానివ్వండి ఆ sharp pain stitching or needle plus type of pain కానివ్వండి స్లోలీ ఫార్మేషన్ ఇది స్టార్టింగ్ బేసిక్లీ సో అంటే ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఈ విధంగా ఒక కొంచెం రెస్ట్ తీసుకొని అలానే మనం ప్రజ చేస్తూ ఫర్దర్ వర్క్ వెళ్ళామనుకోండి hmm. సో అది క్రమేమంగా అక్కడే లాక్ అయిపోతుంది ఆ మజిల్ డెడ్ అయిపోతుంది hmm. సో దాన్ని మనం ఈఎస్ఆర్ e అంటారు ఎట్తో సెట్ బెడ్సెట్ అంటే చనిపోయిన రక్త కణాలు అంటారు ఎస్ఆర్ అండి సో వాటిని మనం గ్రోత్ చేయాలి అంటే సో mm. రెస్ట్ తీసుకున్నప్పుడు మనకి టైం ప్రకారం ఫుడ్ తీసుకోవడం అలవాటు అవుతుంది mm. కొంచెం ఆ నర్వ్ కి స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది ఇది స్టార్టింగ్ బేస్లో ఒక టెన్ డేస్ ఒక టూ టూ టైమ్స్ అంటే మంత్లీలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఒక త్రీ ఫోర్ డేస్ రెస్ట్ తీసుకోవాలి కంపల్సరిగా సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అర్థం అవుతుంది ఓకే మనం ప్రాపర్గా ఫుడ్ తినకపోవడం వల్ల లేకపోతే వర్క్ hmm. లోడ్ వల్ల అవుతుందా hmm, hmm. సరిగా నిద్ర పోవట నిద్ర అనేది పోకపోవడం వల్ల వస్తుందా అనేది తెలుస్తుంది మనం అలా కాకుండా కంటిన్యూగా ప్రెజర్ చేస్తూనే వెళ్ళామనుకోండి సో ఇంకా స్ట్రెయిన్ నెగ్లెక్ట్ చేసినట్టుగా స్ట్రెయిన్ అవుతారు సో ఆ స్ట్రెయిన్ లో మనం పని చేస్తున్నా అది ఇరిటేట్ hmm. అవుతూనే ఉంటుంది ఆ ఇరిటేట్ గా ఉంటుంది hmm. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఏ వర్క్ కూడా ప్రాపర్ గా చేయలేము తర్వాత ఆ పెయిన్ వల్ల కూడా మనము hmm. ఒక దగ్గర కూర్చోడానికి కూడా కష్టపడుతుంది చాలా డిస్టర్బెన్స్ గా కష్టపడుతుంది సో ఎలా అనేది దానికి తగ్గట్టుగా మెడిసిన్ తీసుకున్నా రిలాక్స్ ఉంటుంది కానీ లోపల డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది అదే మనం బేసిలో ఉన్నప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటే ప్రాపర్ ఫుడ్ మనం అంటే ప్రత్యేకంగా ఆహారం తీసుకోవాలి అవసరం లేదు మామూలుగా మనం బ్రేక్ఫాస్ట్ చేసిన లంచ్ చేసి మంచిగా డిన్నర్ చేసేసుకొని ఆ రోజు కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకుని అంటే ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకుంటే సో నోస్ మీద మనం డే మొత్తం తీసుకునే వర్క్ ప్రెషర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా స్లోలీ ఆ డిగ్రీస్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది అంటే డైలీ సెవెంటీ డిగ్రీస్ వర్క్ ఉందనుకున్నాం సో మనం ఒక త్రీ డేస్ ఆ సెవెంటీ డిగ్రీస్ని ట్వంటీ డిగ్రీస్ తీసుకొచ్చామనుకోండి ప్రెజర్ అనేది ఒత్తిడి అనేది సో అంటే ఎక్కువ లోటు తగ్గిపోయినట్టే కదా సో మనం తీసుకున్న ప్రాపర్ ఫుడ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ అబ్జర్వేషన్కి ఒక స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది